శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి ఈ యొక్క ధనుసు రాశి వారికి వికారినామ సంవత్సరంలో ఆదాయం రెండు ఆదాయం చాలా తక్కువ కనిపిస్తుంది ధనుసు రాశి వారికి అలాగే వ్యయం ఎనిమిదిగా ఉంది అవమానం అలాగే రాజ్యపూతి విషయానికి వస్తే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి పేరు మాత్రం మంచిగా ఉంది కానీ డబ్బుకు మాత్రం వీళ్ళు కటకటలాడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎందుకంటే వీరికి శుభగ్రహ దృష్టి ఉన్నా కూడా ఈ యొక్క శని సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల అటు ఇటు ఇటు అటు అనేక రకాలుగా నలిగిపోతూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు కోరుకున్న ప్రతిదీ కూడా చేతికి అందినట్లే అంది వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ధనం కావాలని ఒకరిని ఆశ్రయిస్తే వారు రేపిస్తాం ఎల్లుండిస్తాం అనేటటువంటి వాయిదాలు వేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అక్కడికి మనకివ్వాల్సినటువంటి ధనం కూడా వారు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దూరంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి గతంలో వీరెవరెవరికైతే సహాయం చేశారో వారందరూ కూడా తప్పించుకొని తిరుగుతారు ఈ యొక్క ధనుసు రాశి వారికి ధన సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఇది ప్రధానమైన కారణము అలాగే వివాహ సంబంధమైన వ్యవహారాల్లో మాత్రము గురు యొక్క శుభదృష్టి కారణంగా గృహంలో శుభ కార్యక్రమాలు వివాహ సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రము మరింత అట్టహాసంతో చేసుకుంటారు ఆ కార్యక్రమం చేయడానికి మాత్రము ధనము ఏదో రకంగా ఆ అవసరం తినడం కోసం వస్తుంది అలాగే ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలలో కూడా వీరు ఊహించిన పెద్ద ఉద్యోగంలో పెద్ద స్థితిలో లేకపోయినా అప్పటికీ ఆ కొన్ని రోజుల పాటు గడుపుకోవడానికి కావలసినటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు కానీ రావలసినటువంటి అదనపు సౌకర్యాలు బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఈ యొక్క రాశి వారికి కానీ వీరికి ఉన్నటువంటి సంకల్ప బలంతో వీరికి ఉన్నటువంటి మనోధీరత్వంతో నేను సాధించగలను నాకు ఎందుకు రాదు నాకు తప్పకుండా అవుతుంది ఈ కష్టాలని అధిగమించగలను అని వీరు సంకల్పం చేసుకోవడం ద్వారా ఏ పనినైనా సరే వీరు సునాయాసంగా చేసుకోగలుగుతారు ఇక్కడ ఈ ఒక సంవత్సరం అంతా కూడా వీరు పాజిటివ్గానే ఉండండి మీరు పాజిటివ్గా ఉండండి మీరు కష్టపడండి ఆ యొక్క పని గురించి ఆలోచన చేయండి విజయం కోసం మీరు అహర్నిశలు మీకున్నటువంటి మనస్సును మీ యొక్క ఆలోచనలను కూడా పూర్తిగా దానిపైన పెట్టండి తప్పకుండా కాలం పైన విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది దానికి తోడు భగవంతుడి యొక్క దివ్య స్మరణ మీరు ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేసేటటువంటి వాడు భగవంతుడు ఆ యొక్క భగవంతుడికి సంబంధించి ప్రతిరోజు కూడా ఇలాంటి ఇబ్బందులు దారుణమైన కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక బాధలు కష్టాలు నష్టాలు అనుకున్న పనులు కాకపోవడం ఇలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేవడంతోనే భూమాతకు నమస్కారం చేయండి అది బెస్ట్ రెమెడీ రెండవది కాలభైరవ దశనామావళి మహామంత్రం జపం చేయండి కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి సూర శివప్రియ ఇది మిమ్మల్ని ఏ రోజుకి ఆ రోజు అనుక్షణం కాపాడేటటువంటి దివ్య రక్షాకర మహామంత్రము అలాగే ప్రతి శనివారం నాడు కూడా ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి వీలైతే అక్కడ కూర్చొని కాలభైరవాస్తకం పారాయణం చేయండి ఒకవేళ రావి చెట్టు ప్రదక్షిణ చేయని పక్షాన మీ ఇంట్లో ఉత్తరముఖంగా కూర్చొని ఆవు నెయ్యిని పోసి మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపకాంతిలో కూర్చొని కాలభైరవాస్తకం చదవండి మీకు ఎంత